నమస్కారం ఈరోజు నేను ఒక నియోజకవర్గానికి వచ్చాను నిజంగానే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా బోలెడంత ఎనర్జీతో నాకు కనిపిస్తూ ఉన్నారు గా ఉన్నారు గా ఉన్నారు అందుకనే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల్ని నేను కొన్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను కలెక్టర్ గారు బాగున్నారండి అసలు నిజంగా అంటే ఒక యాక్టర్ గా ఎన్ని క్యారెక్టర్స్ చేసేసేయచ్చు కదా మీరు సో మెనీ క్యారెక్టర్ స్టూడెంట్ అయ్యారు మీరు రగ్బీ తర్వాత స్పోర్ట్స్ స్పోర్ట్స్ అలాగే ఒక భక్తుడు ఇప్పుడు పెద్ద చదువు చదివేశారు ఐఎస్ ah, ఎలా అనిపిస్తుంది చదువు చదివి చిన్నప్పుడు ఫస్ట్ ఎవరన్నా ఏమన్నా అడితే పెద్దగా ఏమవుతా అంటే ఐ సే ఫస్ట్ చెప్పేది ఐ సే ఐఎస్ అని ఫస్ట్ చిన్న యాక్చువల్లీ కానీ మెల్లమెల్లిగా స్కూల్లో పెరుగుతూ పెరుగుతూ నా మార్క్స్ తగ్గుతూ తగ్గుతూ వచ్చి చివరికి ఫెయిల్ అయిపోయి హీరో అయ్యి ఇప్పుడు నా చిన్ననాటి కోరికలన్నీ నా క్యారెక్టర్స్ ద్వారా నేను తీర్చుకుంటున్నాను మీరేమంటున్నారు చిన్నప్పుడు ఏమవ్వాలనుకున్నారు డాక్టర్ డాక్టర్ ఇంకా అయ్యేటువంటి ఆలోచనలు ఉంటే చేసుకోవచ్చు <laughs> సమాజికర్ అంటే ఇప్పుడు చదువుకోవచ్చు <laughs> కానీ యూ కెన్ స్టిల్ కదా అంటే నేను సైకాలజీ చేస్తున్నాను సైకాలజీ ఎందుకు ఇప్పుడు డైరెక్టర్ గారి సైకాలజీ ఏంటి ఒక హీరోయిన్ గా మీరందరూ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే కృతి ఒక మామూలు హీరోయిన్ కాదు కృతి సైకాలజీ చదువుతుంది సైకిక్ uh, మొత్తం మీ సైకిక్ తెలుసు బ్రహ్మాజీ గారి బ్రెయిన్ లో ఏం నడుస్తుంది ఈయన మన రాజశేఖర్ గారి బ్రెయిన్ లో ఏం తిరుగుతుంది హీరో ఇప్పుడు ఇలా అంటున్నాడు అంటే <laughs> అంతవరకు వచ్చిందా సబ్జెక్టు నేను అలా నేను అంత అబ్జర్వ్ చేయను నేను నా లో ఏముంది నన్ను అండర్స్టాండ్ చేయడానికి యాక్చువల్లీ నీ బ్రెయిన్ లో ఏముందంటే వాళ్ళ గురించి ఏముందోనే నీ బ్రెయిన్ లో ఉంటుంది కాదు కాదు సైకాలజిస్ట్ అంటే పాస్ <laughs> బుక్ చదువుతావు షూటింగ్ ఓకే కరెస్పాండెన్స్ కరెస్పాండెన్స్ లో చదువుతున్నాను ఓకే చదువుల టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇటువైపు నియోజకవర్గంలో వాళ్ళని కూడా అడుగుదాం ఎస్ <laughs> బ్రహ్మాజీ గారు మీరు ఏమేమి చదివారు ఏం చదవలేదు అడగ ఏం చదవలేదు చెప్పండి సుమ గారు ఆ టాలెంట్ ఏంటి అర్థం కాదు అదొక్కటే చదవలేదు అదొక్కటే నాకు రానిది అర్థం కాదు నిజంగానే మీ ఎడ్యుకేషన్ కాలేజ్ అది దాటి క్యాంపస్ దాటి వెళ్ళిందా అన్న అన్న భగవద్గీత చదివే స్టేజ్ వచ్చాడు చెప్పొచ్చా చెప్పకూడదు ఇదేంటండి హీరోయిన్ వయసు పెళ్ళయిందా లేదా అలాంటి టాపిక్ లాగా మీరు మీ చదువు గురించి అంత దాచిపెడతారు నేను మీరు చదువు గురించి అడిగారా ఓకే ఓకే నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏ అమ్మాయి చదువుతుంటే కాలేజీలో నుంచి గొడవ పెట్టిన బయట AMIE associate membership institute of engineering is engineering that is call alternative engineering అది చదివి అప్పుడు వేరే లండన్ లో అన్ని ఇప్పుడు ఉన్నాయంటే అన్ని కోర్సులు yeah what you think you can ఆయన ఏ అంటున్నాడు ఆయన ఏ అంటున్నాడు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాను ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నాడు ఓకే అంటే మీరు ఇప్పుడు క్యారెక్టర్స్ పరంగా సినిమాల్లో చేసినట్టుగానే ఆయన కూడా ఏదో చేశారు అది అలా ఆయన <laughs> ఎనీవే మీరు ఏం చదివారో ఏంటో తెలియదు కానీ మీ గురించి మీ చదువుల గురించి ఒకటి వచ్చింది అది నేను మీకు చూపిస్తాను ఓకేనా బ్రహ్మాజీ గారి గురించిన ఒక అద్భుతమైన ఆయన చెప్పిన వాటన్నిటి గురించి బ్రహ్మాజీ <laughs> పార్లీజీ తర్వాత నెక్స్ట్ <laughs> అద్భుతమైన క్రియేటివిటీ కదా ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి నాకు ఆవేశం వస్తుంది నేను ఎక్కువసేపు మాట్లాడలేను అక్కడ అర్జున్ గారు నవ్వుతున్నారు నవ్వలేకపోతున్నాను ఇంకా ఆపు బ్రహ్మాజీ బ్రహ్మాజీ వెటకారం చేయకు అని ఎందుకంటున్నాడు ఆయన ఎందుకంటే మీకు వస్తుంది ఆవేశం కాదు ఆయాసం correct point to be noted కానీ మీరు భలే కవర్ చేసుకుంటూ ఉంటారు నేను మేకప్ వేసి కవర్ చేసుకుంటున్నాను nice nice very nice okay so ఇవాళ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ ఈ మధ్య రివ్యూవర్స్ రిలీజ్ అవ్వక ముందే రివ్యూ చేసి పెట్టుకుంటున్నారు అలా రిలీజ్ అవుతుందో లేదో వాడు రివ్యూ వచ్చేస్తుంది సినిమాతో పాటే అంటే వాడు ఎంత హెడ్ ఉంటున్నాడో నేను కూడా ఇవాళ రివ్యూ చేసేద్దామని డిసైడ్ అయ్యి మీ ట్రైలర్ పట్టుకోవచ్చు సినిమా నా దగ్గర లేదు కదా అందుకని సబ్జెక్ట్ ఏంటి అలా తినిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి హీరోయిన్ వల్ల బ్రదర్ అయింది కాదా కాదు అయ్యో చుట్టం చుట్టం ఈ అబ్బాయి అబ్బాయి పైగా ఆ చిన్న అయినా సరే సబ్బే లాంటి హెల్తీ ఫుడ్స్ కొంచెం సాలడ్స్ అవి తినిపిస్తున్నారంటే డైరెక్టర్ గారికి అలాంటి ఒక కోణం ఉండి ఉండాలి హెల్త్ ఫుడ్ అంటే కొంచెం పర్సనాలిటీ వాళ్ళు కూడా అలాగా ఉన్నాడు కాబట్టి డైట్ ఫుడ్ ఇచ్చారు ఓకే సో కొత్తగా ఏదో సబ్జెక్ట్ ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి ఈ అమ్మాయి గురించి సబ్జెక్ట్ ఓహో ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి అక్కడ పెట్టారా అర్థమైంది let us go ahead with trailer ఎందుకండి ఎప్పుడు హీరోయిన్ లేదో ఊదుతూనో లేకపోతే దీపావళి దగ్గర ఇలా టపాకాయలు కాల్చుంటే దాని మీద ఇలా లంగా ఉండి ఎందుకు మా హీరోలకు అలాంటి కొరియోగ్రాఫర్ ఏంటంటే శేఖర్ మాస్టర్ టాలెంట్ అది శేఖర్ మాస్టర్ గారి టాలెంట్ నేను అనుకున్నాను హీరో ఇంట్రడక్షన్ షాట్ మీరే ప్లాన్ చేశారేమో అని లేదండి అది సాంగ్ లో వచ్చే విజువల్ కదా ఇంట్రడక్షన్ అప్పుడు దాకా రాకపోతే మన మీద కోపడతారు బేబమ్మ ఫ్యాన్స్ కోపడతారు ఓ డన్ డన్ అగ్రీడ్ ఇది ఇది నితిన్ గారేనా లేకపోతే ఆయన డూప్ అక్కడ పెట్టారా ఇది ఆయనే అన్న దాన్ని ప్రూఫ్ ఏంటి బ్రహ్మాజీ గారు చెప్పండి ఒక టూ సెకండ్స్ ప్లే చేస్తే మీరు అనుకుంటా అలాగే ట్రైలర్ లో సాంగ్ సాంగ్ లో ఉంటుంది షార్ట్ ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ oh. ఇస్తాను ఒక హీరోయిన్ ట్రెడిషనల్ గాను ఇంకో హీరోయిన్ హాట్ గాను ఇంకొక హీరోయిన్ బ్రహ్మాజీ గారి కాఫీ లాగా గాను అలా మ్యాచ్ చేశారా డైరెక్టర్ గారు ఓకే అంటే మీరు చాలా సినిమాలు చేసినటువంటి ఎడిటింగ్ నాలెడ్జ్ పూరి గారి ఎక్కువగా ఫాలో అవటం వల్ల ఇలాంటి షార్ట్స్ మాకు కనిపిస్తుంది ఎన్బుల్డ్ పూరి గారు ఉన్నారు అంటే హీరోయిన్ షార్ట్స్ లో ఉండే shorts okay got it ego yes చెప్పండి మీకు ఎలాంటి విషయాల్లో ఈగోని టచ్ చేస్తే మీరు హర్ట్ అవుతారు జనరల్గా అన్నిట్లో టచ్ అవుతానండి బట్ డైరెక్టర్ అయిన తర్వాత కంప్లీట్ ఈగో చంపేశాను చంపేశాను అంటే ఒక ఎడిటర్ కి ఈగో ఉండొచ్చు కానీ డైరెక్టర్ ఉండకూడదు అంటారా అండి ఎడిటర్ అంటే నేను ఒక్కడనే చీఫ్ టెక్నీషియన్ నా దాంట్లో డైరెక్టర్ అంటే అందరితో పని చేయించుకోవాలి ఇప్పుడు హర్ట్ అయ్యాడు అనుకోండి ఈగో వచ్చి బ్రహ్మజన రాడు మళ్ళీ టైంకి మళ్ళీ బతిలాడుకోవాలి అట్లా ఈ బతిలాడే బదులు మనమే సైలెంట్ అయిపోతే అయిపోతుంది ఎప్పుడు ఎప్పుడు అయ్యారు మీరు డైరెక్ట్ సినిమా అయిపోయాక <laughs> డైరెక్టర్ కాదు నేను ఈగో గురించి చెప్తున్నా ఈగో గురించి ఈగో అంటే సినిమా అయిపోయాక ఈగో పోయింది దానికి అప్పుడు నుంచి మీకు ఈగో లేదన్నమాట అయితే షూట్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా గ్రాడ్యువల్ గా ఫస్ట్ త్రీ డేస్ ఇప్పుడు అసలు ఫస్ట్ త్రీ డేస్ బాగా ఉంది మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు గట్టిగా ఉండేది ఇంత <laughs> <laughs> కృతి అయితే చాలా సెన్సిటివ్ మనం ఏమైనా గట్టిగా అన్నామంటే <laughs> మనకు ప్రోమో వస్తుంది <laughs> oh, hmm. uh, కాదు నేను ఎప్పుడు అదే ఈగో uh, హర్ట్ మరి లేదా ఎందుకు ఇచ్చింది ఉంది ఈగో ఉంది నిన్నే నిన్నే తెలిసింది <laughs> మూవీలో త్రీ హీరోయిన్స్ ఉన్నారంట కదా ఎక్కడ ఉన్నారు నేను ఒకదాన్నే కదా అది అలా చెప్పలేదు అంటే అంజలి గారి అంజలి గారు ఒక సాంగ్ వచ్చారు కదా నేను ఆమెని కూడా ఇంకో ఆవిడేమో షార్ట్ షార్ట్స్ వేసుకుని కత్రిన్ షార్ట్స్ వేసుకుని షార్ట్ గా వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ అమ్మాయిని కూడా హీరోయిన్ నేను కదా హీరోయిన్ మెయిన్ హీరోయిన్ నేను కదా ఎంత అన్నా కూడా మాకు తెలుసు సరే బ్రహ్మజీ గారు మీకు కూడా ఎప్పుడైనా ఈగో హర్ట్ అయ్యిందా అంటే నేను మిమ్మల్ని ప్రీ ఏదైనా అనటం మీరు మీకు బాధ కలగటం ఐఎమ్ సారీ అండి నిజంగా మీకు అంతా పర్లే పర్లే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఈగో చల్లారిపోయింది ఈగో చల్లారి అయిపోయిందా ఓకే థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇలా అన్నప్పుడు విషయం ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద పెద్ద పిల్లల తల్లి నేను అందరం కలిపేసుకుంటున్నారు ఆయనకి నాకు పెద్ద తేడా ఉంది ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి అడగండి ఆయనకి నాకు ఆయనకి నాకు ఐదేళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీ ఆయన ఎప్పుడు వచ్చాడు ట్వంటీ వన్ ఇయర్స్ అయింది ఆయన ఎప్పుడు వచ్చామని కాదు ఏ ఏజ్ లో వచ్చామని ఇంపార్టెంట్ అవును లేట్ గా వచ్చాయి నేను లేట్ గా వచ్చా రాజా హరిశ్చంద్ర ముందే ఇలా సినిమాలు వచ్చాయి కానీ అవి యాక్చువల్ క్వాలిటీ లేక బయటకు విడుదల కాలేదు లేదంటే ఆల్మోస్ట్ సినిమా చరిత్ర కన్నా రాజా హరిచంద్రం ముందుకు నేను ఆడిషన్స్ వెళ్తే ఆడిషన్ తీసుకుంది ఈవిడే అవునా సీరియసా అప్పుడే బాగా యాక్టింగ్ డైలాగ్ డెలివరీ అన్ని నరేంద్ర సురేంద్ర ఎవరండి ఫాదర్ ఫాదర్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్ ఓహో వీళ్ళు ఫ్రెండ్సా ఓహో తెలిసిపోయింది అమ్మా మనకి ఇంకొకటి రివ్యూలో తెలిసిపోయింది hero father heroine father friends Surendra and Narendra అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు వెండి తెర మీద చూడమా తెర మీద ఆగస్టు పన్నెండున చూడండి ఓకే ఏంటండి ఈ మదరు ఆవిడకి అసలు ఆ కళ్ళల్లో ఆ మెరుపు ఏంటి ఎవరికైనా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఏమైనా కొడుతున్నాడు అంటే భయం అంటే వాళ్ళ ఆయన మీద కాన్ఫిడెన్స్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ మీద ఆమె కాన్ఫిడెన్స్ హస్బెండ్ మీద ఎవరైనా చెడుగురాడతాడు వాళ్ళ ఆయన ఆమె కాన్ఫిడెన్స్ హస్బెండ్ లేకపోతే వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ హస్బెండ్ మీద ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళారంటే మాచర్లు వెళ్ళాడు అయితే ఏంటంటే అంటే మీరు ఉండగా నాకు ఏంటన్న సెన్స్ లో ఆహా ఆయన ఉండగా ఏంటి అని ఆయన చెడు కూడా ఆడతాడా పాయింట్ ఏంటంటే నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు అంటే ఎవరికి కూడా మేజర్ ఏజ్ రాలేదు బ్రహ్మాజీ గారు తప్ప ఎవరికి ఎందుకు జరగట్లేదు నియోజకవర్గంలో హలో అది ఆగస్ట్ తెలుస్తుంది అవును మీరేంటి మళ్ళీ సర్పంచ్ గా ఏదో బంగారు రాజు లాగా నిలబడ్డారు మీరు డైరెక్ట్ పాలిటిక్స్ కి వెళ్ళిపోతారా <laughs> దీని తర్వాత కాదు అసలు ఆల్రెడీ స్క్రీన్ మీద చేస్తున్నాను కాబట్టి నా కోరిక అక్కడే ఏమో ఎవరికి తెలుసు ఇక్కడ నుంచి ట్రైనింగ్ అన్ని తీసుకొని తీసుకొని తీసుకొని పాలిటిక్స్ లోకి వెళ్తారేమో బంగారాజు బంగారాజులో ఉన్నట్టు సర్పంచ్ నేను రియల్ లైఫ్ లో అయితే అంతే ఓకే సో నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు ఇది సినిమా స్టార్ట్ అయిన ఒక ఇరవై ఐదు నిమిషాల కల్లా ఒక బ్యాంగ్ వస్తుంది ఒక రివ్యూవర్ గా ఎట్లా అండి అలా I don't know. <laughs> I watch, no? Viewer, reviewer, interviewer. All know, that's why. మామూలుగా లేదు అసలు అది అంటే ఒక త్రివిక్రమ్ గారు బోయపాటి త్రివిక్రమ్ గారితో మీరు వర్క్ చేశారు రాజమౌళి గారితో వర్క్ చేశారు బోయపాటి గారు అంటే నెక్స్ట్ ఏమైనా ఉందని <laughs> అలా అలా దీని తర్వాత దీని తర్వాత అవునా ఏం డేట్స్ గురించి ఇప్పుడు మీకు ఉంటుంది ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగుల్లో సినిమాల్లో నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి హలో ఎన్ని సినిమాలు చేశారు అది వేరే ఇది వేరే నియోజకవర్గం సినిమా గురించి మనకి ఇప్పుడు ఇందులో కాంటెక్స్ ఏంటి అంటే త్రివిక్రమ్ గారి సినిమాలో లాగా పంచుల Hmm. అన్నారు కదా ఆ పంచుల్లో నుంచి ఏదో ఒక పంచ్ చెప్పొచ్చు లేదా ఏదైనా ఒక హీరో డైలాగ్ చెప్పొచ్చు పవర్ఫుల్ నేను డైలాగ్ చెప్పడం చూసారా స్టేజ్ మీద భలే వాళ్ళే మీరు సినిమాలో మొత్తం చెప్పేది డైలాగులు మన బింబిసారాలో కూడా చూసాం సినిమాలో కాదు బయట బయట చెప్పరా because they don't pay pay no pay సరే hmm. మీకు ఇష్టమైన dialogues any one powerful dialogue of any hero చాలా ఉన్నాయండి చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఓకే కదా అని పీకేస్తే పీక్ కోస్తా అప్పటికి అప్పటికి అప్పటికి ఇంకా నాకు తెలిసి బాగున్నా తన సినిమాలు తన చెప్పేయచ్చు ఎవరి మూవీ ఎవరి డైలాగ్ ఏదో పంచ్ లేదు యూ కెన్ టెల్ బాలకృష్ణ గారు భయపడితే భయపడిపోవడానికి అనుకుంటావా షూటర్ ని కాల్చి పడేస్తా భయపడి భయపడితే భయపడిపోవడానికి భయపడితే భయపడిపోవడానికి ఓటర్ని అనుకుంటున్నావా షూటర్ని షూటర్ని కాల్చి పడేస్తా కాల్చి పడేస్తా ఎంత ముద్దుగా చెప్పాను ఇలా చెప్పాలి కదా ఇలా కాల్చినా బాగుంటుంది కాల్చి పడేస్తా కాల్చుకోండి మీరు కాల్చుకోండి మీరండి రాజ రాజశేఖర్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు నేనా గన్ను చూడాలనుకోండి తప్పు లేదు బుల్లెట్ చూడాలనుకోవద్దు ఇప్పుడు ఆయన చూడాలి <laughs> ఆయన చెప్పినప్పుడు చూసారా వీళ్ళందరూ చెప్పారు మీరు ఒక్కళ్ళు చెప్పకపోతే అందుకని మీకు ఒక డైలాగ్ నేను ఇస్తా మీరు చెప్పండి మీరు చెప్పండి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది నేను కొట్టక ముందే మైండ్ బ్లాక్ అయినట్టు ఓకే డన్ ఓకే నా ఫేవరెట్ సాంగ్ చిన్నదో రాములూరి గుడికొచ్చే చిన్నదో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే song it felt very nostalgic అంటే ఫస్ట్ సినిమా పాట అప్పుడు ఎంత పెద్ద హిట్ అయింది అప్పుడు ఎంత ఊపుందో ఉందో షూటింగ్ డాన్సింగ్ ఈసారి చేస్తున్నప్పుడు దానికంటే ఐ గాట్ డబుల్ ద ఊపు మళ్ళీ I was like reliving my old past moments first cinema అప్పుడు పడ్డే అటెన్షన్ టెన్షన్ అప్పుడు అప్పుడు టెన్షన్ ఎలా ఉంది ఇప్పుడు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు అది కాన్ఫిడెన్స్ అంతే సో ఇట్ వాస్ లవ్లీ మళ్ళీ తేజ గారి డైరెక్షన్ జనరలీ తేజ గారి సెట్ లో యాక్టర్స్ అందరూ కూడా చాలా భయంగా ఉంటారు చాలా భయపడుతున్నారు మీ మీ ఉద్దేశం అదే లాభం నేనేమన్నా అది బ్లాంక్ ఇచ్చారు నేను జస్ట్ తేజ గారిని అంతే కానీ బాగుంది అండ్ మళ్ళీ అదే సాంగ్ అంతే హిట్ అవ్వడము హండ్రెడ్ ప్లస్ మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు it is trending everywhere super ఆ పులి డైలాగ్ కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ కదా మళ్ళీ క్యాచ్ చేశారు ఒక డైరెక్టర్ ఉన్నాడు ఇక్కడ తీసుకోవాలి అర్థమైపోయింది అర్థమైపోయింది మీరు సివిల్ సర్వీస్ అంటే అందరూ సాఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అమ్మా డైరెక్ట్ యాక్షన్ అంటే సో ఒక సివిల్ సర్వెంట్ కేవలం తన డ్యూటీస్ని ఇలా ఆర్డర్స్ చేసుకుంటూనే కాకుండా ఫిజికలీ కూడా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించారు దీని తర్వాత ఏమైనా జరుగుతాయంటారా ఇలాగా <laughs> there have been so many people under civil servants uh, they are extraordinary they have worked so very hard and um, చాలా కష్టాలలో ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు uh, ఎలాంటి విపత్తులు వచ్చినా సరే ఎక్కువగా అక్కడ వర్క్ చేసేదంతా they work along very well with the political parties so అలాంటి ఒక సబ్జెక్ట్ని మీరు తీసుకొని చేయడం అనేది సింప్లీ సూపర్ అండ్ ఏదైతే కమర్షియల్ వాల్యూ కావాలో అది యాడ్ చేశారు సో ట్రైలర్ రివ్యూ సూపర్ అండి అది మేము ట్రైలర్ కి ఇచ్చినటువంటి రివ్యూ సూపర్ ఇక రివ్యూవర్స్ తర్వాత సినిమా ఇలా రిలీజ్ అవ్వగానే మొదలెడతారు కదా ఒక్కొక్కళ్ళు పైగా పెడతారు చూశారు తమ్ముడే టెక్స్ట్లు అసలు నచ్చలేదు భయ్యా అని ఒకళ్ళు పెడతారు అది అలా మనం క్లిక్ చేస్తాం అనమాట ఎందుకంటే మనలో కూడా ఒక సాడిజం ఉంటుంది అలా క్లిక్ చేయగానే నువ్వు ఇలా అడగడం నచ్చలేదు భయ్యా సినిమా ఎంత బాగుందో తెలుసా అసలు నువ్వు బాగుందా అని అడగడం ఏంటి నచ్చలేదు అంటాడు సో క్రియేటివిటీ స్పీక్స్ అనమాట పాయింట్ ఏంటంటే ఈ ట్రైలర్ లో ఇందాక మీరు క్యాచ్ చేసిన ప్రతి పాయింట్ hmm. అన్ని రాంగ్ సో మీలో డైరెక్టర్ లేడు మీలో ఓన్లీ అదేంటి మరి ah. ఇందాకటి అట్లా మీరు అన్ని నాకు చాలా పొంగిపోయారు అలా కలర్ కాలు మీద కాలేసి ఓహో అన్ని రాంగ్ అదే మాకు కావాలి మేము ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకేదైనా రావాలి అది మాకు నచ్చుతుంది ఓకే సో ఇప్పుడు అదే చదువుకుంటున్నాను ఆ అయితే <laughs> ఆ కవరింగ్ అదే ఎప్పుడో వస్తుంది పాటు కవర్ ఇప్పుడు మీ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఇలా విడుదల చేశారు కదా మీరు దీని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి అదేంటో చూద్దాం okay the first comment second comment నాకు తెలియదు దాని కింద కామెంట్ యాడికి పోయినావు మావా హాయ్ చెప్తే దేకలే దేకలేదు ఎయిర్పోర్ట్ అంట మీరంట అది మీకు ఎలా గుర్తుంటుంది పాపం అతనికి గుర్తుంటుంది కానీ మీకు గుర్తు గుర్తులేదు చిన్నప్పుడు ఇంక్ పెన్లో ఇంక్ గట్టిగా ఉంటే పీకి బీకి దాన్ని చేస్తే ఇలానే పేపర్స్ పైన పడిపోతుంది బ్రో నీది రెడ్ పెన్ను నాది బ్లూ పెన్ను మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ మీ ఫస్ట్ లుక్ పేపర్ మీద మొత్తం ఇంక్ ఉంది కదా దాని కామెంట్ అనమాట ఇంకొకటి సడన్ గా చూసి నీ మీద కేసు వచ్చిందేమో ఈ మధ్య మీకు సినిమాలో కాంట్రవర్సీ కన్నా జనాల పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీ ఏంటో చూడటంలోనే బాగా ఇంట్రెస్ట్ అన్నిట్లో ఇలా వేలు పెడుతున్నారు ఓకే చార్జ్ తీసుకునేటప్పుడు నేను కూడా వస్తాను ఎక్కడో చెప్తే థియేటర్లో థియేటర్లో చార్జ్ తీసుకుంటున్నారు అక్కడికి వచ్చేసేయండి okay hello Nitin how are you will you work in my film my film budget is equal to your followers ఏంటి బాబు చెప్పండి మంచి కథ ఉంటే డెఫినెట్లీ నేను బ్రహ్మాజీ గారు సపోర్ట్ చేసి <laughs> చేయిస్తాం yeah Kriti this is for you okay Kriti photo కింద వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ని చూద్దాం okay sorry Kriti I unfollow you in Instagram and my heart why because we can't expect their your exposing starting Uppena movie I love your dressing style but now you also all boys are put you in their heart but you so Kriti దీనికి ఏంటి మీ కామెంట్ ఏంటి I feel like as a girl అంటే వి um, కొన్నిసార్లు వి వేర్ సారీస్ కొన్నిసార్లు వి వేర్ డ్రెస్సెస్ బట్ రెండిట్లో నేను కాన్ఫిడెంట్గానే ఉంటాను బట్ సచ్ కమెంట్స్ అంటే it doesn't affect my confidence కానీ ఐ ఫీల్ సాడ్ దాట్ అంటే వాళ్ళ విధానంలో ఇలా అనుకుంటున్నారు that is what I feel sad about అంటే అన్ వాళ్ళ విధానంలో ఉంటుంది వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళ perception and absolutely the choice to wear whatever want yeah కదా లేదంటే ఒక లిస్ట్ పంపించండి మీరు ఎలా చూడాలనుకుంటున్నారు <laughs> ఇది మంచి ఐడియా బట్టలు కుట్టి పంపించండి ఫ్రీ యాక్చువల్లీ నేను ఒక వీడియో చూసాను ఇన్ దాట్ ఐ మీన్ ఒక అమ్మాయి she was wearing a crop top అని expectations when you wear crop top అని బయటకు వెళ్ళింది uh, ఇంట్లో ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఫ్యాషనబుల్ గా ఉన్నాను ఫ్యాషనబుల్లీ కనిపిస్తున్నానని ఆలోచించి వెళ్ళింది బట్ బయట after she went outside she felt uncomfortable అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది ఏదో చేశారు అది it's not that she became under confident it's that people made her but మీలో అది స్ట్రెంగ్త్ ఉంటే and if you can carry it some people just don't care it depends on you and finally ఏంటంటే nobody can make you confident or not confident ఇక్కడే ఉంది కాబట్టి యు ఆర్ సూపర్ ఇది ఇది చూడు చూడు spelling of your mobile number అంట నేను మొబైల్ నంబర్ స్పెల్లింగ్ చెప్పాలి spelling of your mobile number so cute కదా I guess you also completed twelfth with me just now how is the results between joking by the way joking by the way joking మేము complete why are single I are why are you single why are single I I హ్యాపీగా ఉన్నాను సింగిల్ గా సో <laughs> అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు అనుకుంటున్నారు కనబడుతుంది మన ఫేజుల్లో <laughs> అయ్యా తెలియట్లా పాపం తెలియట్లా ఏం లేదు వాళ్ళ ఆవిడ బంగారం అసలు ఎందుకు ముఖ్యంగా బంగారం తెలుసా ఆవిడకి నేనంటే ఇష్టం నేను వాళ్ళ గురించి చెప్పట్లే వాళ్ళు జనరల్ చెప్తున్నా వాళ్ళందరూ మంచివాళ్ళు పాపం మీ ఫేస్ లో కూడా ఏం కనపడట్లేదు ఎన్ని సంవత్సరాలు ఎందుకు అంత అందంగా పుట్టావు ఎందుకు ఇలా చాలా నిజంగానే జెనెటిక్స్ మమ్ డాడ్ వల్ల వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ బ్యూటీ నాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ వస్తేనే ఇలా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చుంటే ఏంటో మన దగ్గర ఇలా కూర్చోదు అదే shall we marry if no then love if no date if no give parents contact talk to them about our marriage okay రమ్మను ఇక్కడే ఇక్కడే లైవ్ లో చేద్దాం ఈ సినిమాలో ఏంటంటే ఎక్కువ మంది ఫైట్ మాస్టర్స్ ని పెట్టారు జనరలీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ మంది కొన్ని సినిమాలకు వర్క్ చేస్తున్నారు ఇందులో ఎక్కువ మంది ఫైట్ మాస్టర్స్ ఉండడానికి కారణం అంటే ఏం లేదండి మెయిన్ రీజన్ వచ్చేసి స్టైల్ రిపీట్ అవ్వకూడదు అంటే ఒక ఫైట్ మాస్టర్ తో మనం కంటిన్యూ చేస్తే అన్ని ఫైట్ <laughs> మాస్టర్ చాలా బిజీ ఇప్పుడు అవునా బాగా బిజీ సో దొరకట్లేదు పీపుల్ ఆర్ లైకింగ్ ఫైట్ కదా hmm, ఇంట్లోనూ పాన్ ఇండియా సినిమాలు కదండి ఓకే <laughs> అందుకని different fight masters okay and uh, మన డిఓపి గారు డిఓపి గారు గురించి ఆయన <laughs> ఒకళ్ళే ఒకళ్ళే సో ఆయన గురించి ఆయన మీరు వేరే సినిమాలు కలిసి ట్రావెల్ చేశారు మీరు ఎడిటర్ గా నేను ఆయన చేసి నేను ఎడిటర్ గా ఆయన డిఓపి గా వన్ మూవీ కూడా చేయలేదు నేను చేయలేదు బట్ uh, అంటే ఎడిటర్ కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి సీనియర్ డిఓపి ఉంటే మనకి హెల్ప్ అవుద్దని చెప్పి ఉద్దేశంతో ఆయన అప్రోచ్ అవడం జరిగింది సో ఆయన బాగా హెల్ప్ అయ్యారు అంటే అదే ఉద్దేశంతోనేనా ఒక సీనియర్ యాక్టర్ ని కూడా మీరు అది కూడా ఉంటుందండి అన్నయ్య లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు కొద్ది సపోర్ట్ ఉంటారు ఏ విధంగా ఆయన మీకు సపోర్ట్ చేశారు <laughs> అన్నయ్య కాదు నేను ఆయన ఆయన అన్నయ్య లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆయన నాకు సపోర్ట్ జరిగింది ఈయన ఈయన సెట్ లో ఇలా సపోర్ట్ చేస్తాడు ఓ అలా వచ్చారు మంచి యాంగిల్ లో వచ్చారు చెప్పండి అన్నయ్య సపోర్ట్ చాలా బాగుంటుందండి అంటే అన్నయ్య నాకు ఒక మంచి మాట చెప్పాడు ఫస్ట్ డే నేను కాన్ఫిడెన్స్ పెంచాడు నేను వర్క్ చేసి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన ఏ డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయ్యారు తమ్ముడు అంటే అక్కడే హ్యాపీ వచ్చేసి అంటే ఆల్రెడీ అంటే బిస్కెట్ బిస్కెట్ వేయాల్సిన అవసరం అన్నీ లేదు ఎందుకంటే నాకు జగన్ గారి దగ్గర నుంచి ఎప్పటి నుంచి పరిచయం కదా అప్పటికే ఆల్రెడీ నాలుగు బిస్కెట్లు అయిపోయి ఇప్పుడు బిస్కెట్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫస్ట్ డే షూటింగ్ లో అన్నప్పుడు బిస్కెట్ ఎలా అవుద్ది ముందు చెప్పుంటే తీసుకుని ఉండేవాడు next next next question move on move on నేను అది వినకూడదా మూవ్ ఆన్ మూవ్ ఆన్ అర్థమైంది ఐ గాట్ ఇట్ హలో మీరేంటండి నేను కావాల్సిన నేను అడుగుతాను లేకపోతే నేను అడుగుతాను ఉండండి అయితే అడగండి ఇప్పుడు ఇప్పుడు మధ్యలో అదే ఇప్పుడు సాంగ్ ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు నితిన్తో ఫస్ట్ టైం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అమ్మా యాక్చువల్ గా నేను చాలా సార్లు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాను ఇది రొటీన్ క్వశ్చన్స్ <laughs> అరే నాకు తెలియాలి కదా నితిన్ ఎట్లా ఎటువంటి మనిషి ఎలా ఏమండి అనిపించింది చేయడం నా గురించి అడుగుతున్నాను నేను బట్ మీరు ఎప్పుడు ఆన్సర్ చేయలేదు నాతో వర్క్ అప్పుడు ఓకే ఈ అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏంటి పని చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి పైకి వస్తుందా ఈ అమ్మాయి బిహేవియర్ Already- ఈ అమ్మాయి టాలెంటెడా అంటే ఇంకా పైకి వెళ్తుందా లేదా దీంతో ఇంటికి వెళ్తుందా <laughs> మీ ఒపీనియన్ ఏంటి లేదు ఇంకా పైకి ఇంకా షీల్ మా very big star in the future బాగా పర్ఫామ్ చేస్తుంది మంచి behaviour very sharp and very sharp very sharp very smart అలాగే మీకు డైరెక్టర్ మీద ఒపీనియన్ ఏంటి సినిమా ఇచ్చారు ఎందుకు ఇచ్చామో అని అనుకున్నారా మధ్యలో ah, అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు అలాగ అడగాలి అడిగితే <laughs> భజన చేయడం కాదు ఎప్పుడైనా తీసేద్దామా ఏంటి డైరెక్టర్ అనుకున్న చేయలేక చెప్పింది ఒకటి చేసింది ఒకటి అలా అనిపించిందా లేదు కదా కంగ్రాచులేషన్ ఇప్పుడు సుమ మీద మీ అభిప్రాయం ఏంటి మాటలు ఎదుర్కొంటున్నారు అద్భుతమైన పదాలు అట్లా కాదండి ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య గురించి అడిగాం అనుకోండి వెంటనే చెప్తాం ఇప్పుడు ఆమె గురించి అయితే వెంటనే ఎందుకంటే వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది మీరు మల్టీ టాలెంట్ కాబట్టి గొప్పగానే చిరంజీవి గారి గురించి మాట్లాడి తప్పకనే అనలేము కదా <laughs> ఆయన గురించి ఆలోచించాలి అలాగే సుమగారి గారి గురించి అంటే చిరంజీవి గారి గురించి బ్రహ్మాజీ గారు ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు ఇది నెక్స్ట్ తప్పకనే ఆయన ఒక్క మాటలు చెప్పలేం కదా చిరంజీవి గారి నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు చూస్తూ సినిమా వచ్చినప్పుడు నేను కూడా అమ్మాయి లాగా బీకామ్ చదువుతున్నాను ఆల్మోస్ట్ మీరు రాను రా అని అంటూ మేము కాలేజ్ లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము మీరు కాలేజ్ రాను రాను రాను అంటూ పర్ఫార్మెన్స్ ఇచ్చాము కాకపోతే ఎప్పుడు వచ్చాము అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ చిన్న వయసులో వచ్చాను అప్పుడు నేను సైకిల్ మీద వచ్చాను మీ అనకారు గుర్తుందా పంచర్ అయిన సైకిల్ <laughs> బ్రహ్మాజీ ప్యాకెట్ వేసుకుని వచ్చాడు ఆయన ఇదిగోండి మీ ట్వీట్స్ వెనక కింద ఉండేది మీ చేతిలో ఫోన్ ఉంది నా నోటిఫికేషన్ చూస్తే నితిన్ గారు మీకు ఒక్క రిప్లై పడేయన్నా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటా సెలబ్రిటీ రిప్లై ఇచ్చాడు ఇలాంటివి చాలా మీరు చూస్తూనే ఉంటారు కదా షాక్ అయ్యానన్నా సడన్ గా చూసి పాట వచ్చి ఇరవై ఏళ్ళైనా పవర్ మాత్రం తగ్గలేదన్నా జయం సాంగ్ రిలీజ్ టైంలో వచ్చినటువంటి ఆ ట్వీట్కి ఇది మన పాప కృతి hmm. పెట్టినటువంటి ట్వీట్ కి కింద ఎవరో పెట్టారు పాప లేచిపోదాం దాని కింద ఇంకెవరో పెట్టారు ఎందుకు ఉప్పెన లాగా ఉప్పెన అవ్వడానికి చెప్పాలి చెప్పకూడదు ఇవన్నీ మీరు మాసం చేసేసేయండి వాళ్ళ ఐడీస్ పాపం ఓకేనా ఎస్ hmm. ఇంకెవరో పెట్టారు బంగారం తిన్నావా అయ్యో మీ ఇంట్లో ఏం కూర కాక చేదు లేదా గుడ్ నైట్ ఎంత ప్రేమగా కదా మళ్ళీ love marriage arrange marriage asking what is the best your life మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ చాలా వస్తున్నాయి కృతి ఇది replying to I'm Kriti Shetty love you రా కృతి డార్లింగ్ మ్యారీ మీ ఇది నితిన్ గారు మీకు మా ఊరు మాచర్ల ఇంకా థియేటర్లో రచ్చే మీ ఊరు ఏదైనా సరే థియేటర్లో లో రచ్చే ఓకే బ్రో మా వై బ్రో ఇది డైరెక్టర్ గారి గురించి వై బ్రో మా పాప కృతికి ఒక్క డైలాగ్ కూడా ట్రైలర్లో లేదు అంటే సినిమాలో ఆల్రెడీ మాట్లాడిన లో మళ్ళీ డబ్బింగ్ చెప్పొచ్చు అమ్మో అమ్మో డైరెక్టర్ గారు నితిన్ గారు మీకు మళ్ళీ సేమ్ థింగ్ ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయినా సరే ఆ ఎనర్జీ ఆ చాము ఏదన్నా అసలు అల్టిమేట్ అసలు సో మీరు కూడా ఎలా హౌ డి ఆ చాము ఆ ఎనర్జీ అట్లా మెయింటైన్ చేయడానికి okay so that is and అలాగే మన కొరియోగ్రాఫర్స్ కూడా Jani master Shekhar master Jittu Jittu and Somi Somi master okay so each song one one four song four లో three are like full full on dance numbers ఒకటి స్లో పాట ఈ రారారెడ్డి చేసిన choreographers Jani Jani master master so super ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ట్రైలర్ లో ఆల్ ద ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది డైరెక్టర్ గారు మాకు చూపించడం జరిగింది we're all eagerly waiting for the movie మరి ఈ ఇంటర్వ్యూ మూవీ ముందేస్తారో తర్వాత వేస్తారో ఈ ఇంటర్వ్యూ నాకు తెలియదు నేనైతే చూడలేదు ఇంకా సో నేను చూడడానికి వెయిటింగ్ లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి Bimbisara and Sita Ramam industry is happy Bimbisara చూసాను సార్ మనం డిటెక్టివ్ సార్ <laughs> మేము ఏమనుకుంటున్నారు మేము అన్ని ఇలా కవర్ చేస్తూ తిరుగుతూ ఉంటాం మొత్తం ఎందుకో తెలుసా hmm. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ పిలుస్తారో తెలియదు బిఫోర్ <laughs> hmm. అయితే కనీసం మనం సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి ఇట్ ఇస్ ఓకే కానీ ఆఫ్టర్ రిలీజ్ అందరూ ఇలాగే థియేటర్కి వెళ్ళి చూడాలి because watching in theatre is like celebrating cinema అది ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అందరితో కలిసి ఎంజాయ్ చేయడం అనేది ఒక ఆనందం తప్పకుండా మేము మాచర్ల నియోజకవర్గం థియేటర్స్కి వెళ్ళి చూస్తాము thank you and Rajasekhara Reddy గారు మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిల్మ్స్ వర్క్ చేశారని ఎడిటర్గా అండ్ పూరి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎలా పడింది ఎలా ఉంటుంది ఇదే మీటర్ ఇదేనా ఓకే hmm. <laughs> చాలా గట్టిగా ఉంది ఆయన ఇన్ఫ్లుయెన్స్ hmm. అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు అంటే మనిషి అనే అంటే ఇప్పుడు మన బేసిక్ ఏంటంటే బిఫోర్ నాది ఒక మెంటాలిటీ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ కాంట్రాస్ట్ అయిపోయింది అంటే నేను ఆయనతో ఒక ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ట్రావెల్ అయ్యాను hmm. ఆయన ఫేస్లో కోపం అనేది చూడలే ట్వెల్వ్ ఇయర్స్లో ఫేస్లో కోపం అనేది నేను ట్వెల్వ్ ఇయర్స్లో చూడలేదు వెరీ జంప్ పర్సన్ నిజంగా అంటే నేను దేవుడిలాగా అభిమానించే వ్యక్తి ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది సినిమాలో డైలాగ్స్ hmm. రూపం అవ్వచ్చు క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు సో కలెక్టర్ కమర్షియల్ ఏందన్నారంటే జగన్ గారి స్టైల్ రైట్ కరెక్ట్ సో ఇప్పుడు చాలా మంది రైటర్స్ డైరెక్టర్స్ అయ్యారు బట్ స్టిల్ రైటింగ్ చేస్తూ ఉంటారు అలా మీరు ఎడిటింగ్ కూడా చేస్తారా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఓన్లీ డైరెక్షన్ అయినా అలా ఏం లేదండి ఇప్పుడు నాకు మొన్న ట్రావెల్లో చైతు ఒక చైతన్య ఒక్కంతం వంశీ గారు అన్న నేను సినిమా చేస్తే నాకు ఎడిటింగ్ చేసి పెట్టాలన్నాను తప్పకుండా తమ్ముడు అన్న అట్లా ఎవరైనా అభిమానంతో అడిగితే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఎందుకంటే మనకు ఫుడ్ పెట్టింది అదే ఫస్ట్ సో దాన్ని వదలకూడదు ఈ హీరోలో ఉండేటువంటి ఆ రెబల్ కమర్షియల్ యాంగిల్ మీలోనే ఉందా ఇన్బుల్డ్ కమర్షియల్ అండి ఇది చాలు ఇది చాలు సో ఇవాళ ఇది చాలు ఇంకేమైనా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటారు బేసికలీ మా ఇద్దరం సేమ్ కదా ఇది చాలు ఇది చాలు ఎస్ యాక్చువల్లీ మేము ఇద్దరం సేమ్ ఎస్ సేమ్ సో చిన్నప్పటి మీరు కూడా నన్ను చూస్తారు కదా యా సాంగ్ మీరు మీరు అప్పుడు సినిమా నేను ట్రావెల్ ఎగ్జాక్ట్ మీరు చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఉన్నారు కదా అందుకనే ఉంటారు ఆయన ఉన్నారని కాదు రాజమౌళి గారు <laughs> ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట ఆ డైలాగ్ బాగా ఎక్కువ గుర్తుండిపోయింది నాకు సైలో ఎందుకు ఏడుస్తున్నారు ఆ భిక్షు యాదవ్ మనుషులు నీకన్నా బలవంతుడు పొట్లాట్లో ఆడితేరిన గుండెలు చావుకి భయపడని రౌడీలు అయినా వాళ్ళని ఓడించడానికి నీ దగ్గర ఏముందని గెలవాలన్న ఒక కోరిక తప్ప అయినా భయపడుతున్నారు అంటే విషయం ఎక్కడుందో తెలుసా భయం అది నీకే శత్రువై నిన్నే పవర్ఫుల్ డైలాగ్ అది సైలో అంటే మా పని ఇది కదా so thank you so much అలాంటి ఒక సూపర్ పవర్ పర్ఫార్మెన్స్ కోసం పవర్ఫుల్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాము ఫర్ మాచర్ల నియోజకవర్గము అండ్ ఇది కేవలం మాచర్ల నియోజకవర్గానికి మాత్రమే చెందినది కాదు అన్ని నియోజకవర్గాలకి చెందింది తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడండి uh, బ్రహ్మాజీ గారికి ఇంకా టాబ్లెట్స్ వేసుకునే టైం అయిపోయింది కాబట్టి చూసారా అండ్ చేతులు తెలియకుండా కొట్టుకుంటున్నాయి ఇక మనం బయలుదేరుతాం ఓకే థ్యాంక్ యూ